ఈ ఫేర్ చూస్తేనే గట్టిగా ఉండాలి మనం ఏడే తక్కువ కావద్దు ఈ ఇల్లు ఏంటిదో కథ సురువు చేసిండ్రు ఈమె ఖాళీగా ఉన్నది కదా హలో ఫాతరాజ్ బాగున్నావా నేను ఆ ఎల్ల కలిసిన చూడు పాగల్ సినిమా అప్పుడు అవును వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా ఒక ఇరవ జీతమా ఎప్పుడు వచ్చారు ఒక ఇరవ జీతమా మనం ఇన్స్టాలో పోస్టింగ్ చేద్దాం ఓకే ఏమో చేస్తున్నావు ఏమన్నా నువ్వేం చేస్తున్నావు ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు మళ్ళీ షార్టింగ్ పక్కన ఫొట్టిని పెట్టుకొని షార్టింగ్ చేస్తే మేము ఈమెతో షార్టింగ్ చేసుకుంటున్నాం నీకేమవుతుంది బుగులు పట్టిస్తావా అన్న నువ్వు ఒక్కనివే దమ్కిస్తున్నా దమ్కి కాకపోతే ఇది సత్తి దమ్కి ఇది టూ పాయింట్ టూనా బుగులు వాటవా బుగులు వాటవా నాకు ఇట్లే ఉంటుందా ఇక నువ్వు సెవెంటీ ఎంఎంలో బుగులు పట్టి అన్న కనీసం ట్వంటీ ఫైవ్ ఇది ఎంత యూట్యూబ్ ట్వంటీ ఎంఎంలో కూడా పట్టి కదా మ్యామ్ ఐఫోన్ ఏది ఐఫోన్ ఐఫోన్ ఆండ్రాయిడ్ కాదు లెక్క అయినా యూట్యూబ్ అనేది లెక్క ఎంటికలు కలరీ కలరీ చేసుకుంటే బూలు పడతారు అనుకున్నా అన్నాను తెల్లగా ఉండొచ్చు అన్న నాకన్నా నువ్వు ఉందా అన్న నా లెక్క సందు హలో అన్న పెద్ద ఫ్యాన్ ఇప్పుడు నాకు నాకు దమ్కి ఇస్తావు అన్న నా లెక్క ఉన్నాయన్న నీ ఫన్లు అవుతారా నువ్వు నాలుగు దవాఖానలు తిరిగిన కాదన్న నా చాలా సర్జరీ రెండు రోజులు అనుకుంటూ వచ్చేస్తా అవునా ఎందుకు వేసుకున్నావు నేను నేను ఇది నీ బొమ్మనే బిత్తిరి షర్ట్ ఇవ్వమంటే ఇది ఇచ్చిర్రు నా అంకుల్ మార్చినంత మాత్రాన ఈడ చిఫ్ మారదన్న చూడండి ఎంత దమ్ము ఉందో మనంత బైపాస్ మిస్టేకులు రావన్న బైపాస్ మిస్టేక్ ఇప్పుడే నగకన్నా నువ్వు ఏం పెట్టలేవా అన్న నూనె లేదా కొబ్బరి నూనె ఇట్లా ఫిచ్చి ఫిచ్చి ఉన్నాయి ఎటుకలన్నీ స్నానం చేయలేదు వారం నుండి నాకు తెలుసు ఊతికి ఇదే ఇష్టం అని పెట్టుకున్నా అన్న అన్నీ తెలుసా నాకు కానీ తెలియనట్టు ఉంటాం అంతే కాకపోతే సెవెంటీ ఎంఎం అంటాను రెఫ్సెక్ట్ ఉంటుంది ఏంది టూ పాయింట్ నాను జగబిత్తిరా గజబిత్తిరి అన్న జగ గారు గజబిత్తిరి టూ పాయింట్ oh. ఇంకేముందన్న బనీనేలే లోపట ఊత అంటే అట్లనే ఉంటుంది అన్న ఇంకేమేం లేవో ఎవరికి తెలుస్తుంది బనీ ఒక్కటే లేదు మిగిలిన టైం ఎంత అవుతుందన్న అవుతుంది ఐదు పావు మన ఫోన్లో ఉన్నది కానీ కావాలని అడిగిన సెల్స్ ఉన్నాయా లేవా అని సెల్స్ ఉండదు ఆటోమేటిక్ అంటే బ్లడ్ సెల్స్ కాదు ఇందులో సెల్ అవి ఉంటాయి బ్యాటరీ మా బ్యాటరీ పవర్ బ్యాంక్ పెట్టుకోవాలన్న అప్పుడప్పుడు నువ్వు ఏదో హీరోయిన్ దగ్గర ఎంత పోతున్నావు నేను ఫ్యాన్ ఇడా ఇంత మంచి సెంటు కొట్టుకున్నదన్న జరగబుద్ధి అవుతలేదు తేనెతీగ లెక్క ఈయన ఉండబుద్ధి అవుతుంది ఆ సెంట్ ఏదో కొంచెం పంపిస్తాం ఏం ఫ్లేవర్ అది ఫ్లేవర్ వెన్నెలనా ఇది అమాస కదా మీకు నచ్చిందా అమాసకి ఎన్నెలది కొట్టుకున్నాం అమాస అంటే చిమ్మ చీకటి ఏదో ఒకటి అంటుంది అంతే కానీ బాగుంది చెఫ్ కన్వే మై ఒపీనియన్ ముచ్చట పెడదామా ఇగో అన్న మన కెమెరాలో మంచిగా కొట్టాలి ఏదన్నా నా కెమెరా ఇదా ఓకే మంచిగా రావాలి ఆయననేమో మంచిగా యాపిల్ ఫండ్ లేకున్నా నాది గుమ్మడి ఫండ్ లెక్క రావాలి ఓకేనా ఎవరు సఫర్ చేస్తలే అన్నా లైన్స్ మార్చానా మన కెమెరాలో లైన్స్ కాదు అది లెన్స్ లెన్స్ లెన్స్ ఆయనకు అర్థమైందన్నా నువ్వు అర్థం కానట్టు చెప్తున్నావు ఓకే అన్నాడు ఆయన అర్థమయ్యేటట్టు చెప్తే చాలు ఇప్పుడు లాంగ్వేజ్తో ఫన్ లేదు బాడీలో లాంగ్వేజ్ ఒక సైగా చేస్తే అంత కట్టు ఇట్లా ఇట్లా అంటే ఇంగ్లీష్లో చెప్పాలన్నా దానికి అన్న నీకే కాదన్న దమ్కి మనకు కూడా వస్తుంది లేదు లేదు బరాబర్ వస్తుంది బుగులు పట్టినా అన్న బిత్రికా దమ్కి ఇది నా దాస్కా దమ్కి అయితే కు చెప్పిను సఫర్లు అన్న ఆల్మోస్ట్ పడిపోయిందే అందరి గుండెలలో ఇరుక్కపోయిందే పాటలు డైలాగులతో ఇస్తున్నావు అన్న మంచిగానే నీకు ఆస్తు కుదురుతున్నదా ఇట్లా మంచి వాస్తు టైట్ ఇంట్లో ఏమని ఇంటికి ఫుల్ వాస్తు పలక్నమద సేవ ఇంటికి కాదే Hmm. ఇల్లు చూసేటోళ్ళకు ఉండనీకే మంచి గుర్తుంది చూసేటోళ్ళకి ఇది hmm. సెవెంత్ ఎంఎంలో ఏంది ఆస్తుకునేది అంటే ఎవరెవరో ఫా ఒకరు నా వల్ల కొడతాను నువ్వేమో దా వల్ల కొడతా అంటున్నావు టూ ఎక్కువ ఆస్తుకు వస్తున్నాయి <laughs> సినిమాకి ఒకటి ఉండాలి మనకి ఊత్ ఫల్స్ అది అదే ఊత్ ఫల్స్ పట్టుకున్నాం hmm. కరెక్ట్కి కానీ ఆయన ఏం పేరు బెజవాడ రైట్ రాసిన ఆయన పేరు ప్రసన్న కుమార్ ప్రసన్న కుమారు ఆయన నేను ఇంతవరకు గలవలే కానీ ఆయన ధమాకకు రాసి హీట్ కొట్టిండు అవును మళ్ళా ధమ్కీకి రాసిండు హీటే కదా ఇప్పుడు హీట్ ఆల్రెడీ అంటే ధమాకా దమ్కి అట్లా చూసినావా లేదు లేదు అది అనుకోకుండా కుదిరిపోయింది అట్లా వాస్తు కుదిరింది అట్లా ఏడ సోఫతి కొట్లాటల కానీనా లేకుంటే ఎవరు ప్రసన్న కుమారా లేదు ఆయనకి కొట్లాటలు అంత లేదు ఆయనకు అతిస్తే దాంట్లో నేను కొట్లాటలు పెట్టినా దమ్కి ఇచ్చిన ఈ డైలాగ్ రావాలి లేకపోతే మంచిగా ఉంటుంది చెప్తున్నా చూడు డైరెక్ట్ స్కెన్ చేసిన యాష్ స్కానింగ్ చేసిన రాసుడు పెద్ద కథ కాదు నాకు అన్న వైఫ్ అన్న నార్మల్గానే చెప్పిన డైలాగ్ రాసిన ఏ డైరీ వచ్చినాయి మీ ఇద్దరికి అంటే నువ్వు ఆల్రెడీ ఫల్తీ టాయిలెటెడ్ కానీ ఒక్కటే అను అన్నీ చేసేస్తూ మస్తు జోక్ వస్తుంది కదా ఊక ఊక నిన్ను కూడా వలకరిస్తా పోతరాజు ముదుగునది చిగ మోగుతావాను పోతరాజు అంటే ఇట్లా గజ్జలు మూగలు కట్టుకొని ఇట్లా తీసుకొని తల్లు మన నువ్వైతే పోతరాజు అదే కదా నీ పేరు అదే చెప్పు మంచిగా చెప్పు పెత్తురాజ్ అమ్మో నాకు ఒత్తి ఫరితి ఇంకోలాగా వస్తా నేను అంట ఆయన అదే ఫోర్త్ రాజే మంచిగా ఉంది <laughs> మంచిగా అప్పుడు ఫాగలప్పటికి ఇప్పటికి కొంచెం దొడ్డుగా అయింది జర బువ్వ అతికినట్టున్నది <laughs> హైదరాబాద్ వస్తుంది మధ్య బిర్యానీ తింటుంది బగారా బువ్వ బాగా తింటున్నావా నాకు చాలా ఇష్టం అవును ఉగాది పండుగ కదా స్పెషల్ ఏమైనా చేస్తున్నావా ఉగాదిగా దమ్కీనే స్పెషల్ వేరేం స్పెషల్ దమ్కి అంటే బుగులు వాడతారు అందరూ ఇంట్లో కూడా చేసుకోవాలి కదా పచ్చడి దేవుడికి దండం పెట్టి థియేటర్ పోవాలి అట్లా ఉంటుంది పచ్చడి అంటే తొమ్మిది దినుసులు తేవాలి అందులో తొమ్మిది దినుసులు అంటే ఏమేమి వేస్తారు చెఫ్ వేప పువ్వు వేప పువ్వు చింతపండు తలిగినంత తీసుకొని చింతపండు మీకు రుచికి తగ్గట్టు అల్సర్ లేకపోతే కొంచెం వేసుకోండి <laughs> తర్వాత మామిడికాయలు మామిడికాయలు ఉల్లటివి బెల్లం బెల్లం నల్ల బెల్లం నల్ల బెల్లం కుడక పచ్చలు కుడక పచ్చలు ఓకే కొబ్బరి ముక్కలు నీ భాష అదే అదే కురక పచ్చలు గసగసాలు గసగసాలు గసగసాలు వేస్తారా వేస్తామా బొంగులు బొంగులు ఏందో ఫేలాలు ఓ ఏంటివి ఓ అన్నవు <laughs> మరమరాలు కరెక్ట్ మరమరాలు దొడ్డు బియ్యంతో చేసిన ఇవన్నీ కలిపి బాగా విసుక్కోవాలి ఓకేనా మీ ఇంత చేస్తారా మంచిగా మంచి కుండలు ఇంత చేస్తారు అందరూ సంక్రాంతి పండుగ సినిమాలు వస్తే నువ్వేం ఉగాది పండుగకు వస్తున్నావే ఎట్లుంది నీది ఉగాది సంది జాతకం మంచిగా ఉందా అస్ట్రాలజీ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు వరకు మంచిగానే నేను కలిసిన కదా మొత్తం మారిపోతుంది <laughs> ఇప్పుడు చెక్ చేయాలి మళ్ళీ ఇప్పుడు నా భాష అర్థం కాదు నగితే నగుడు దఫ వేరే ఒక ప్లానెట్ లో ఉన్నట్టు ఉంటుంది నాకు కూడా అట్లనే అనిపిస్తుంది మా ఊళ్ళో ఎవరు ఇంత ఇంత పెద్ద వేసుకోరు <laughs> గంగెట్ల సంక్రాంతి పండుగ గంగేట్లకి వేస్తాం మేము అట్లా ఎంత కష్టం ఇప్పుడు ఇసువకన్నా నీకు ఇన్నిసార్లు కలిసినావు కదా ఇప్పుడు ట్రంప్ నేల్స్ వస్తూనే ఉంటాయి ఆడిడ ఆ హీరోతోనే ఎక్కువ సార్లు ఎందుకు చేస్తున్నట్టు ఆ హీరోకి హీరోయిన్ కి ఏముంది తెలుసుకోవాలంటే బిరేక్ తర్వాత మైండ్ వాయిస్ లో అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు వాచి నా మీద అయితే ట్రోల్సే నడుస్తున్నాయి అబ్బా నాకు వద్దు ఈ రోజు తిండే వద్దు నాకు లంచ్ వద్దే వద్దు అంటావా ఎప్పుడన్నా అంత సీన్ లేదు లేదా లేదు బండబడిపోయింది తగ్గుంటే కొంచెం లైక్ తక్కువ <laughs> గుండె గట్టిగా చేసుకున్నావా ఇక అయిపోయా it will become like that ఎంత టోన్కైనా ఉంటాయిగా అన్న నువ్వు కూడా తక్కువైనావే లొల్లి ఫంచారు ఫాస్బుక్ కా నుంచి ఓ పెద్ద పెద్ద ఛానళ్ళ దాకా ఫేస్బుక్ <laughs> కదా ఇప్పుడు అదే పెట్టినావుగా డైలాగ్ మళ్ళా అంటే చిరంజీవి ను చూసి పెట్టినా get out from my motherland అన్నట్టు నువ్వు బాగా చిరంజీవి గారికి వెళ్తున్నావు ఐడియా ఏమేది ఈమెను అడుగు ఐడియా ఏమికి వచ్చింది అది కార్లో చూసినా నువ్వు బాగా నీకు కూడా అట్లా ఎప్పుడైనా అయిందా దమ్కి ఇచ్చిండ్రు ఎవరన్నా <laughs> ఇప్పటి వరకు లేదు మీరు కొంచెం లైక్ భయంగా ఉంది ఎందుకు మీరు ఇప్పుడు ఏమైనా నేనేమన్నా పొడుస్తున్నా కరుస్తున్నా ఒట్టిగా ఇగో ఉన్న నాలుగేళ్ళే మడత పెట్టుకొని కూర్చున్నా నేను ఎవరిని ఏమంటున్నా <laughs> నువ్వు బుగులు పట్టిన ఒకరికి ఇండస్ట్రీలో అర్థం అయిపోతున్నది దమ్కి ఇచ్చిండ్రు నీకు నువ్వు అంటే ఉరుకుతున్నావు మరి బాలకృష్ణ సార్ నీకు దమ్కి ఇచ్చి <laughs> బాలకృష్ణ సార్ స్వీట్ ఆయన ఊరందిస్తాడు దమ్కి నాకు ఒక్కడికి ఏడు స్వీట్ వార్నింగ్ లేదు ఆయన అయినా నేను కలిసి ఇస్తాను అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలయిక చూస్తుంటే రాను రాను ఏదో అయ్యేటట్టున్నది అందులో యాస్కెనింగ్ చేసుడో లేకుంటే అఫీరియన్స్ ఇచ్చుడు క్యాచింగ్ చేసిన థ్యాంక్స్ <laughs> అవుతుంది అట్లేమన్నా అవుతుంది ఉన్నదా ఏదో ఉగాది పోయి ఇంకో పండగ లోపు చెప్తావు మంచి వార్త అవుతుంది అది ఇక అది ఎవరు స్టాఫ్ చేయలేరు అదండి అవును ఒక్క యాస్కెన్ ఇంకే అంటే ఇందులో డబుల్ యాస్కెనింగ్ కదనే ఎట్లా చూసుకున్నావు మరి అవన్నీ నా బ్యాంక్లో నేనే రెండుసార్లు డబ్బులు వేసుకున్నా ఇద్దరు పేమెంట్ నేనే కదా ప్రొడ్యూసర్ నేనే మళ్ళీ నా బ్యాంక్లో లో ఇద్దరు పేమెంట్ వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ఓకే ఇప్పుడు చేద్దాం డబుల్ యాక్షన్ చేసేసిన మరి నాయన కరాటే వస్తుంది కదా అవును ఇట్లా చేయకు నువ్వు ఫ్రోడాస్కేను అంటాను అంటాడు ఎప్పుడన్నా లేదు ఆయన ఇంకొకటి ఇంకో ముగ్గు ఇంకోటి యాక్షన్ చేస్తే కూడా బాగుంటుంది అన్నట్టు ఎక్కువ తక్కువ మంది యాక్టర్లు <coughs> తక్కువ మంది అవుతారు కదా ఇంట్లో రెమ్యునరేషన్ ప్రాబ్లం ఉండదు ఈ రెండుట్లో నాయనకు నచ్చింది క్యారెక్టర్ క్యారెట్ ఉంది అని చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ఆయననే ఫాలో అయిపోతారు ఇద్దరు ఫేవరెట్ ఇప్పటికి ఇప్పుడు ఇంట్లో మ్యూజిక్ ఏమో నువ్వు తబ్లాల మీద కొడతామంటే వంగవేటి కొడుతున్నావు ఫిలం మీద మ్యూజిక్ <laughs> ఎవరే దీనికి ఈయన జేమ్స్ లియోన్ జేమ్స్ రెండు ఫేర్లు ఉన్నట్టు లియోనియో అన్నట్టు అదేదో రీసార్ట్ ఫేర్ ఉంటుంది అట్లున్నది లియోనియో రిసార్ట్ ఇద్దరం కలిసి పబ్లిసిటీ చేసినాం ఫ్రీగా ఇద్దరికి ఒక సూట్ రూమ్ వేయాలి <laughs> మంచిగా వచ్చినాయి పాటలు అవును ఇలా రీల్స్లలో కూడా మంచిగా తిరుగుతున్నాయి నీది నీకే షేర్ చేస్తుంటే ఎట్లుంటుంది మంచిగా అనిపిస్తుంటుంది ఈ ఇంకా నువ్వు చూసినావు లేదు చాలా మంచి మీమ్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మీద అవును ఇక పడిపోయిందంటే ఊతు ఊకుంటుందా ఇక <laughs> చూడంగానే అగో మనకు తెలుగు రాకున్నా కూడా అర్థమవుతుందంటే అది ఎంత ఉన్నది మీమ్స్ దాని మీనింగ్ అర్థమైందా నీకు అర్థమైంది చెప్పు ఒకసారి నీ నోటితో మళ్ళీ అయ్యో ఇప్పుడు ఇంత చెప్పారు మళ్ళీ సరే పాడు పాట పాడు యా ఎప్పటి కాల్ రే సాంగ్ టెలివిజన్ ఆర్ యూట్యూబ్ అంటే నడుపుతావా సింగ్ <laughs> ఎప్పటి కార్లే నడుపుతావు అంటుండు because it's taking time for me to understand his sentence buffering time buffering time కార్లు రేసింగ్ చేస్తావు గాను hmm. ఎందుకంత గుండె ధైర్యం నీకు ఇప్పుడు ఒక బైక్ ఇస్తే మనోళ్ళు లోగోసారి ఫాటక మీదకి ఎక్కిస్తారు అసలు నువ్వు రేసింగ్లు ఎట్లా పోతున్నావు ఎంత ధైర్యం నీకు అంటున్నావు కొంచెం ఎక్కువనే ఉంది ధైర్యం రిస్క్ hmm. hmm. తీసుకోవాలి కదా కార్ ఎట్లా నడుపుతుంది తెలుసా ఈ కాలు ఇక్కడ మడుచుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుపుతుంటుంది అంటే ఆటోమేటిక్ ఇట్లా ఇట్లా మడత పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఏవో తినుకుంటూ నడుపుతుంటుంది వాళ్ళ ఫాస్ట్ పోతుంటుంది చూసినావా రేసర్ అనిపించుకున్నావు మొన్న హైదరాబాద్ లో జరిగినప్పుడు పోవద్దా మరి దుబాయ్ లో ఉన్నాను నేనే కాలింగ్ ఆ కాలింగ్ వచ్చింది నేనే అది ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ కార్ని ఇంట్రడ్యూస్ చేశాను ఒక మోడల్ కార్ ఏమైనా ఇనాగ్రేట్ చేసింది చూసినావా నువ్వు ఒక డ్రైవింగ్ ఇది పెట్టొచ్చుగా మరి డ్రైవింగ్ రాజు డ్రైవింగ్ ఒక కాల్తోని నేర్పించబడు తినుకుంటా ఎట్లా నడపొచ్చు ఇట్లా పెట్టు నేను కూడా వస్తా నేను చేస్తా తింటి తింటే డ్రైవ్ చేసి దుబాయ్ అనుకొని ఇక్కడ నడుతుంటది కాలు పెట్టుకొని తినుకుంటా అప్పుడు సీట్ మెల్లవో మెల్లవో అంటే నాకు రాదనుకున్నాడు రైట్ డోంట్ ఇన్సల్ట్ మీ అంటుంటే ఎద్దొచ్చింది మధ్యలో బ్రేక్ <laughs> చేసింది Hmm. దుబాయ్లో ఎద్దులు ఉండవు వీడు ఉంటే రోడ్డు మీద నువ్వు అంత దర్జాగా నడపొద్దని చెప్పిన ఇప్పుడు వీరో మీకు అంతకుముందు ఇద్దరు కలిసి చేసారు వీరో హీరోయిన్గా ఇప్పుడు డైరెక్ట్ స్కానింగ్ చేస్తుంటే ఎప్పుడన్నా అట్లా అనిపించిందా నీకు ఈయన ఈయనేంది ఇట్లా చెప్తుండు హీరో ఉంటేనే మంచిగా ఉండే ఇప్పుడు అన్నీ చెప్తుండే అనిపించిందా హర్ట్ అవ్వకుండా చెప్తాడు hmm. ఏమైనా లైక్ నాకు కొత్త విషయం చేయాలి అనిపిస్తుంది hmm. నేను అడుగుతా but he'll be like no you know it doesn't sit well that అని హర్ట్ అవ్వకుండా చెప్తాడు కానీ కొంచెం హర్ట్ అవుతుంది యాక్టర్గా డైరెక్టర్ నో చెప్తుంటే హర్ట్ అవుతుంది సారీ నివేత అయితే మీ ఇప్పుడు కాంపిటీషన్ అంటే అన్నని ఇడవలేవు కదా తరుణ్ బాక్సర్ అన్నాను తరుణ్ బాక్సర్ అదేంటంటే వాస్తు వాస్తు అన్నట్టు అది hmm. ఫస్ట్ టైం బాక్సర్ని పెట్టుకొని ఇటు కొట్టినా కదా పలక్నా మదాస్లా బీటీ సైదుల్ ఈసారి కూడా పెడితే సెంటిమెంట్ అన్న చూడు డైరెక్ట్ కర్కి వచ్చి వీరో అయిపోతున్నాను అన్న నేనేమో మళ్ళీ వీరోకి వచ్చి డైరెక్ట్ కర్ అయిపోతున్నాను మీరు అందరూ రూమ్మేట్సా <laughs> ఒకటే దగ్గర నీళ్ళు తాగేటోళ్ళ గ్లాస్మేట్స్ గిలాసులు అట్లా లేవు లేను గిలాసులు తాగితే గిట్ల ఉంటుండే <laughs> ఫండోలు ఉన్నావు నువ్వు తాగవు కళ్ళు తాగినట్టు యాస్కెనింగ్ చేస్తాం అంతే ఏదో ఫొగాస్ ఉంటుంది వీరుస్తావా ఓయమ్మో అది చూస్తేనైతే బీడి కట్టం సుట్ట చేసి ఒకతానే పెట్టినట్టుంది ఎంత ఉంటుంది అంటే ఆ సుట్ట రేటు మన దిక్కు అయితే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది ఎనిమిది వేలు ఎనిమిది వేలా సంసారం నున్నగానే అవుతుంది ఇక ఉత్తగా గాలి కిడిచే దానికి ఎనిమిది వేలు పెడితే రెండు బియ్యం సంచులు వస్తాయి నాలుగు వస్తాయి మరి ఏంటిది అన్నట్టు దాని ఫెషల్ ఏం లేదు వాడు పైసలు ఉన్నాడు వాడు సినిమాలో ఇద్దరు తాగారు కదా ఒకడేమో ఓగుమల్లోడు ఉంటాడు ఒకడు మంచివాడు ఉంటాడు <laughs> ఒకడేంది ఓగుమల్లోడు ఓగుమల్లోడు అంటే పెద్ద జకారే కాడు ఈడు ఆయన బట్టలు వేసుకున్నప్పుడు ఆయనలోకి బతకాల్సి వస్తుంది వీడు వన్ ప్లేస్ లోకి పోయి వాన్ బట్టలు వేసుకుని దీని ఫోటో వరుస దాఫీ మాట్లాడుతున్నాడు ఒక్కొక్కసారి నాయననేమో అంకుల్ అంటున్నాడు <laughs> అమ్మ నా అంటే అంటున్నాడు ఒరసొంగడం తప్పినోడు ఈడెక్కడోడు అంటే వెనకటి సినిమాలో కనెక్షన్ అయింది అని అన్నారు కదా ముందున్నది ఇట్లనే కథ సేమ్ సేమ్ అంటాను అంటే అందుకేనా టైలరింగ్ రెండు పెట్టిండ్రు ముందు టైలరింగ్ పెట్టంగానే ఏ ఇది ఆకత ఆకత అన్నారు కదా ఇంకోటి రెండు రోజు అందుకే పెట్టిండ్రు గజబిత్తిర్లో ఊ అంటే గింత అడిగితే నువ్వు గింతే చెప్తున్నావు <laughs> ఎవరు చెప్పిరు ఐడియా అది నాదే నాదే నా ఇచ్చలవిడ ఏ ఐడియా వస్తే అది చేస్తుంటా సడన్గా స్నానం చేస్తుంటే ఐడియా వస్తుంటది పొద్దున షూటింగ్కి వెళ్ళే ముందు పోయి మొత్తం మార్చేసి ఇంకోలాగా తీసేస్తుంటా చూసుకోకుండానే పోతావా <laughs> మరి అంత ఫాస్ట్గా పోతా <laughs> మా నీకు వేస్తారు ఇప్పుడు ఐ హాయ్ అని బిత్తిరి అనింది బిత్తిరి అని కళ్ళద్దాలు నోట్లో అటువంటిది గంట సూట పెడతారు ఇక పెట్టి ఇట్స్ ద అని ఒక దండ వేస్తారు ఇక రాక్ అని కానీ ఇంట్లో ఈ ముచ్చట్ల నీకే ఎక్కువ పడతాయి దండలు టోఫీ పెడతారు అంటే నీకు ఇటువంటి ఆలోచనలు <coughs> ఫలక్నామా దాస్ తర్వాత దాస్ కథంకి ఆ కథ ఈ కథ కంటిన్యూస్ లేదు లేదు వాడు ఫలక్నామా దాస్ వీడి పేరు కృష్ణదాస్ నేను డైరెక్షన్ నేను డైరెక్షనింగ్ చేసినప్పుడు అట్లా తోక దాస్ పెడదామని నెక్స్ట్ సినిమాలో గోపాల్ దాసు డైరెక్షన్ చేస్తే సినిమాకి సినిమాకి సంబంధం ఉండదు కానీ ఇంకా చేసినప్పుడల్లా అదొక సెంటిమెంట్ అట్లా ప్రేమ అంతే ఆ పేరు మీద దాసుడు అంటే ఒక సేవకుడే అంతే చాలా మంచోడు ఇంట్లో ఇంటు తింటూ ఏదో శ్లోకంలో నీ పేరు వచ్చింది <laughs> విశ్వక్సేనం అని వచ్చింది అది సుప్రభాతం లెక్కున్నది విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అను అదా హీరోయిన్ అన్నాక అను నువ్వు నాకు ఆల్రెడీ ఇక్కడ కొంచెం మెంటల్ అయ్యి కొంచెం మెంటల్ మదిలో ఇక్కడ కొంచెం పాగలు వస్తుంది విశ్వస్కేనుడి పుత్రరత్నం తస్కస్కం నీకు వచ్చు వచ్చు కానీ చెప్తాను అంటే కొద్దిసేపు రిహార్సల్ టైం అడిగినాను <laughs> అటు వెళ్ళి ఇటు వచ్చిన అయితే నువ్వు కథ నీకోసానికే రాసుకున్నావా లేకుంటే ఎవరికైనా రాసి నువ్వు తీసినావు ఎవరికి సెట్ నేను ఎవరి కోసం రా నేను నా కోసమే నేను ఇంత ఓపిక పెట్టేది నా కోసమే పెట్టుకుంటా ఇప్పుడు నేను నాకు వచ్చిన కాడికి నేను ఇంకొకరికి ఇట్లా చేయి సీన్ అని చెప్పి ఓపిక అయితే నాకు లేదు చెప్పుకునే పందాగుతుంది కదా చదువుకొని పోయి యాక్టింగ్ చేసేస్తా టైం సేవ్ అవుతుంది నా సినిమాలు ఇంకో హీరో ఉంటే అప్పుడు చేస్తే ఇంకో హీరోకి డైరెక్షన్ మాక్సిమం నేనే చేసుకుంటాను నేను చూసి అంటే ఇద్దరు హీరోలు ఒకప్పుడు ఉంటుండే దాసరి నారాయణరావు సారు వాళ్ళే రాసుకొని చేస్తారు ఇప్పుడు hmm. సిద్ధుబాయిని నిన్ను చూస్తే అట్లే అనిపిస్తుంది ఎవర్రా మన రాత రాసేది మన రాత మన అంటే నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి అన్నట్టున్నది ఇన్ఫరేషన్ మీది hmm. ఎందుకు ఇన్ఫరేషన్ అయ్యారు అంటే లగ్గాలు చేసుకోలేదు ఇంతవరకు ఇన్స్పిరేషన్ <laughs> వచ్చినాయా మళ్ళీ మ్యాచ్లు మ్యాచా hmm. లేదు నేనే చూసుకుంటున్నా ఒకటి అవులవ్వా అవులవ్వా ఏదో నడుస్తుంది సినిమా హిట్ సినిమా హిట్ అయితే ఇంకా చెప్పు నువ్వేం మాట్లాడతలేవు మంచిగా కళ్ళకు సుర్మ పెట్టినావు అన్ని సామాన్లు పెట్టుకున్నావు ఏ బిత్తిరోడ మాట్లాడిరా అంత ఫొట్టితో మాట్లాడిస్తలేమంట నాకు మీరంటే అంత ఇష్టం అని ఒక నాకు చాలు చాలు నా నుంచి నువ్వేం నేర్చుకోలేవు <laughs> ఇది నేర్చుకున్నాను అదా సూపర్ అయితే అయితే ఉగాది పండుగకు అందరినీ ఇట్లా ఒక ఊఫ్ ఊఫేనికే దమ్కి వచ్చేస్తుంది కానీ మళ్ళా ఆడియన్స్ కు చెప్పి ఎందుకు చూడాలి సినిమా సినిమా ఎందుకు చూడాలంటే ఆగమాగం అవుతారు సెకండ్ హాఫ్ లో ఉన్నకాడు ఉండరు బాత్రూమ్ పోలేరు టిస్టులు ఉంటాయి అట్లా మొత్తం ఊపేస్తుంది చెమటలు వస్తాయి గుండె బరువు అవుతుంది నేను పరిశాన్ పరిశాన్ అవుతుంది బయట సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చినాక కొంచెంసేపు పిచ్చి పిచ్చిగా ఉండదు సినిమాలో ముచ్చట ఏమేమి ఉన్నది చెప్పు I enjoyed working in Dhamki నాకైతే చాలా ఇష్టం ఈ ఫిల్మ్ నేను చూడలేదు ఇంకా ఫుల్ ఫిల్మ్ చూడలేదు కానీ నేను చూసినట్టు వరకు నాకు తెలుసు that this is gonna be a very good film అందరికీ లైక్ ఫ్యామిలీకి కిడ్స్కి పెద్దవాళ్ళకి సో ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేశారు సో డెఫినెట్గా చూడాలి థియేటర్కి వెళ్ళి మిస్ చేయకుండా ఉగాది పండుగకు వస్తున్న ఒక మంచి దమ్కి ఇవ్వాలంటే నేర్చుకోవచ్చు అందులో నేర్చుకునే లోపు ఇంకో దమ్కి పడుతుంటుంది రకరకాల దమ్కీలు ఉంటాయి దమాకు పెద్ద పనే పెట్టిర్రు దమాకి పని ఎక్కువ అవుతుంది రానే లోపు పాట వస్తుంది ఇవి దో నెంబర్లు వస్తలేవు మళ్ళీ నీ ఎప్పుడు ఏం దో నెంబర్లు అదే సినిమా హీట్ అయినాక ఈ <laughs> టూ వస్తుంది టూ అయితే తరుణ్ భాస్కర్ ఈ పార్ట్ వన్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలతో చేస్తుండు అంటే నా కొడుకు మిగిలిన వాళ్ళకి పిల్లలు పెడితే నేను ఫలక్నామా దస్టు ఈ నగర మిగిలిన వాటి టూల్ నేను తీస్తా ఈ నగరానికి ఏమైనా టూ అయితే తరుణ్ సార్ ఆయన ఆయన పిల్లలతో నా పిల్లలతో కలిపి తీస్తారంట అంత లేట్ అయ్యేటట్టుంది అదే అయితే లేట్ చేయకుండా ఈ ఉగాది పండుగకి అయితే మేము పోతాం ఇక చూసుకుందాం ఇక ఏమంటావా గంట సుట్ట నువ్వు తాగుతావు నేను తాగుతావు మీరైతే <laughs> ఫోన్డి అందరు పోయి శుక్రవారం నాడే కదా శుక్రవారమే కన్నా బుధారం బుధారం వస్తుందా గురువారం బుధారం వెనస్డే బుధారమే కదా నాకే బాగా వచ్చేది అవును నేను ఆస్తు చూసుకోలేను ఎక్కువ నీ మీద ఇడిచిపెట్టినా నా డైరెక్షన్ కదా నువ్వు అన్ని రాస్తావు అని ఇడిచిపెట్టేసిన అంత నమ్మకం ఉంది నువ్వు అంటే నీ దాన్ని ముందర కూర్చుంటే కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా థియేటర్లో సెవెంటీ ఎంఎం ముందు కూర్చుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అంతే ఓకే అన్న థ్యాంక్ యూ మంచిగా హీట్ కొట్టి దో నెంబర్లు దిగి ఇంకా ఓకేనా అన్న థ్యాంక్ యూ